Hi friend welcome to my channel మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు నవరాత్రిలో చిరావురి వంటశాల అలాగే నందుల సిస్టర్స్ ఆధ్వర్యంలో జరపబడినటువంటి అమ్మవారి కుంకుమ పూజలను ఇంతకు ముందర వీడియోల్లో పార్ట్ వన్ పార్ట్ టూగా చూపించడం జరిగింది కదా ఇక చివరి రోజుల్లో అమ్మవారికి కుంకుమ పూజ ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో చూపించబోతున్నాము మరి అమ్మవారి కుంకుమ పూజలను చూసొద్దామా మరి हृदयस्थाय नमः ओम रवि प्रज्ञान ओम त्रिगुणांतर दक्ष यज्ञविनाशनि धरान्दोलित दीर्घाक्षिधरः सज्ज्वलोन्मुखी गुरुमूर्ति गुणनिधि गोमाता गुहजन्मभूः देवे सिदण्डनीति सदहर आकाशरूपिणी प्रतिपन्मुख्य राकान्तदितु मण्डलपूजिता कलात्मिका कलानादा कवि Thank you. నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజలు అలాగే దిగ్విజయ చండీ హవనం ఎంతో శోభాయమానంగా జరపబడింది దిగ్విజయ చండీ హవనం వీడియోని చిరావురి వంశాల్లో చూపించడం జరిగింది ఒకవేళ ఆ వీడియో చూడడం మిస్ అయినట్లయితే కనుక హవనం యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము క్లిక్ చేసుకుని చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా Nandala sisters YouTube channel subscribe చేసుకోండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ